వారి ఆశీస్సులు పొందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మ జాతర సందర్భంగా నేడు వెంకటగిరికి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు అమ్మవారి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు కాకాని వెంట అమ్మవారిని దర్శించుకున్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సాదరంగా ఆహ్వానించిన మాజీ మంత్రి వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి తదితర ప్రముఖులు नमस्ते अस्तु सर्पेभ्यो ये के च पृथिवीवर ये अन्तरिक्षे ये दिविगतेभ्यः सर्पेभ्यो नमो नमः एव येन आप्नोति सर्वं धयति उपावरोहजातवेद पुनस्तं देवेभ्यो भाव्यं वहन् గాంచినటువంటి వెంకటగిరిలో వెలిసినటువంటి పోలేరమ్మ అమ్మవారి జాతర రేపటి నుంచి ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో పెద్దలు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసేటువంటి సీనియర్ నాయకులు రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది వాస్తవానికి రేపటి నుంచి జరిగేటువంటి కార్యక్రమంలో రామనారాయణ అన్నతో పాటు మేమందరం భాగస్వామ్యం కావాల్సి ఉన్నా అసెంబ్లీ ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో అమ్మవారిని ఒకరోజు ముందుగా జాతరకు ఒకరోజు ముందుగానే దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధిలో కానీ వెంకటగిరి ప్రాంతం అభివృద్ధితో పాటు పోలేరమ్మ అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానీ రామ్నారాయణ అన్న ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది గతంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి పెంచలకోన పెంచుల కొనతో పాటు ఈరోజు పోలేరమ్మ అమ్మవారు రెండు కూడా ఈ జిల్లాకి రాష్ట్రానికే కాకుండా బయట రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు ఇచ్చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆలయాలు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కాబట్టి వీటిని అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర మర్చిపోలేనటువంటిది గతంలో కోన దేవస్థానానికి సంబంధించి అన్ని విధాలు అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు మరలా వెంకటగిరికి సంబంధించి ఆ నియోజకవర్గంలో పోలేరమ్మ అమ్మవారిది పెంచులు కొన రెండు ఉండడం అనేటువంటిది నిజంగా నేను రామనారాయణ అదృష్టంగా భావిస్తున్నా వాటికి సంబంధించి ఎక్కడ ఎవరూ చేయనటువంటి విధంగా ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ప్రజల గురించి ఆలోచన చేస్తూ ప్రజల అభివృద్ధి సంక్షేమమే జయంగా పనిచేస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని రామనారాయణ తో పాటు మా అందరితో పాటు మన